గురించి save the tigers more interesting అయిపోయింది but coming out of that Abhinav garu అంటే seen we seen your work your hilarious అంటే మీరు ఫ్రేమ్లో కనిపిస్తే కూడా ఒక చిన్న మాట చెప్తే మాకు నవ్వు వస్తుంది how different was it in save the tigers and how do you enjoy this process I think actually ఈ నగరానికి ఏమైన తర్వాత ఇంతమంది యాక్టర్స్ తోటి పనిచేయడం first time so it was very good obviously అంటే ఆల్మోస్ట్ అంటే మా ఒక్క sequence every every individual sequence పక్కకు పెడితే ప్రియదర్శి నేను కృష్ణ మా సీన్స్ అన్నిట్లో there always too many actors in the frame so it was always good to observe every one అందరు ఎట్లా యాక్ట్ చేస్తున్నారు ఏంటి ఇది అని the given take was very good so it make me feel like గోవాలో ఉన్నామా ఏంది it was very good obviously me sharing or my scenes and my screen space with Krishna and Priyadarshi is always special ఎందుకంటే మా ఇంటరాక్షన్స్ కూడా అట్లనే ఉంటాయి uh, అన్న ఏందన్నా చేంజా ఓకే అరే చేంజ్ అంటారా ఓకే మనకు టెన్ మినిట్స్ టైం ఉంది అనగానే కృష్ణ uh, వచ్చి భయ ఈ లైట్స్ తోటి డోంట్ యూ థింక్ నీకు డూ యూ థింక్ తలనొప్పి వస్తున్నట్టు ఉంది కదా ఇది ఏమైంది బ్రో ప్రాబ్లం ఏంటి అంతా ఓకేనా అంటే నేను నాకు మైగ్రెయిన్ ఉంది bro I have migraine so అది ఇది అంటే మధ్యలో మధ్యలో ప్రియదర్శి వచ్చి ఏం చేస్తుండ్రు అందరూ అంత బాయేనా అరే ప్రియ నీ బలగం సినిమా ఎప్పుడో రిలీజ్ తెలియదురా ఇక దిల్ రాజు సార్ ఎప్పుడు చెప్తారో తెలియదు ఇక అప్పుడు దాన్ని బట్టి చూద్దాం లేరా ఇది ఏమైందిరా నీకు గొంతులో ఏమన్నా అయిందా <laughs> అరే దగ్గర ఒకసారి గట్టిగా దగ్గురా మా కన్వర్జేషన్స్ అన్ని ఇట్లుంటాయి ఇంతలో తేజ అభి రెడీ అభి రెడీ అభి అన్నాను ఎప్పుడు నన్నే అంటే అన్న అన్న తేజ రెడీ రెడీ ఇట్లా it was all very chaotic and chaos in order and very well planned out schedules so it was great lovely ఈ సిరీస్ uh, చూస్తే జనాలు ఎవరు కాంబినేషన్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అనిపిస్తుంది Priyadarshi and uh, Sujatha very good their track is meant to entertain people totally and at the same time they have their own problems అది కానీ ఏం చెప్తే బాగుండదు వస్తున్నారు నెక్స్ట్ వస్తున్నారు ప్రియదర్శి వచ్చి ఏమే ఇట్లా బరెల్ బర్రెలు అంటే ఎప్పుడు ఇట్లా ఇది అంటే బర్రెలే వచ్చినాయి మా ఇంటి వాళ్ళు ఇస్తేనే నువ్వు బిజినెస్ పెట్టుకున్నావు అందుకే ఇట్లా అవుతుంది అని ఇట్లా ఆమె చాలా బాగుంది give and take energy give Sujatha అంటే కనెక్ట్ అయిపోతుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మా ప్రియదర్శి స్టోరీలో హీఈస్ మిల్క్ సెల్లర్ అంటే he has milk business so వాళ్ళు ఎప్పుడు బర్రెల గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు మనకు సడన్ గా దూరదర్శన్ గుర్తొస్తుంది ఏమైతుందిరా సో ఇట్ వాజ్ పశువుల పెంపకం but very entertaining I like their their sequence a lot వాళ్ళ ఎపిసోడ్స్ uh, చాలా బాగుంటాయి I also like Krishna and Devi అని episode because I think it's very honest and true to genre lovely lovely looking forward thank you so much wishing all the very best thank you and Pavani garu నాకైతే పర్సనల్ బట్ నేను మళ్ళీ వస్తాను ఆయనకి స్టేజ్ మీద వస్తా వస్తా మళ్ళీ సపరేట్ ఉండాలి అప్పుడు అది ఎందుకంటే చాలా మందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇవాళ చాలా మందిని చూస్తున్నా చెప్పే లేకపోతే చెప్పాను లైవ్ కదా ఎన్నిసార్లు చెప్పినా <laughs> మళ్ళీ వస్తా మళ్ళీ ఓకే యా పావని గారు Uh, నాకు యాక్చువల్లీ పావని ఎప్పుడు ఫాస్ట్గా ఎవరికి ఎవరికేం అర్థం కాదు ఫాస్ట్ గా మాట్లాడగానే అన్న కట్ చెప్తాడు కట్ చెప్పగానే అన్న ఇమిటేట్ చేయబయ్యా కొంచెం అర్థం ఫాస్ట్ గా మాట్లాడతాడు అన్న కట్ చే కట్ చేయగానే అమ్మ మాకు కొంచెం మెల్లగా మాట్లాడము ఓకే సార్ నాకు అది ఎప్పుడు ఏంటంటే అలా వచ్చేస్తుంటుంది నాకు ఎనర్జీ ఎంత సార్ ఇటు వచ్చేస్తుంటే నేను చెప్పేస్తుంటాను అలా అదే అదే పావని వాళ్ళకి కొత్త కదా నీకు మనం ఆల్రెడీ టూ ప్రాజెక్ట్స్ చేసినాం వాళ్ళకి తెలియదు కొంచెం మెల్లగా లైఫ్ అన్ని చేయాలంటే మాత్రం ఫాస్ట్ గా అవునవును ఉండాలి yes totally you are multi tasker